ఇదే నేను చెప్పిన నా దర్శనం నా పేరు స్వాతి ఇతను నా భర్త రమేష్ నమస్తే నమస్తే చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నేను ఒక బేబీని దత్తత తీసుకున్నాను అనుకుంటున్నాను మీరు తీసుకున్న చాలా మంచి నిర్ణయం అండి కాకపోతే దానికి గల కారణాలు తెలుసుకోవచ్చు అంటే రీసెంట్గా జరిగిన ఒక ప్రమాదంలో మేము పేరెంట్ని కోల్పోయాం కాబట్టి దత్తత తీసుకున్నాం ఐఎమ్ సారీ బట్ దానికోసం అయితే మీరు దత్తత తీసుకోవాల్సినంత అవసరం అయితే కరెక్ట్ అండి మాకు పాపే కావాలనుకుంటే మేము వేరే పడుతుండొచ్చు కానీ మా పాప జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాం సో అవి మర్చిపోవడానికి మాకు అదే స్టూప్లో గమనం తీసుకుంటే నాకు బాగుంటుంది త్వరగా రికవర్ అవుతారని చెప్పి ఈ ఆప్షన్ ఎంచుకున్నాను సరేనండి మా ఆశ్రమానికి ముందే ఒక పాప వచ్చింది తను ఒకసారి మీరు చూడండి బేబీ ఫోటో ఉంటే చూపిస్తారా సరేనండి పాప ఫోటో మొబైల్లో ఉంది ఒకసారి చూస్తారా పాప పేరెంట్స్ పాప పేరెంట్స్ కార్ ప్రమాదంలో చనిపోయారు సరేనండి మేము దత్తత తీసుకుంటాము పాప పేరేంటి బిట్టు బిట్టు లోపల రామ్మా బాపు వచ్చేసావా బిట్టు వేడి ఇష్టం చెప్పు నీకు అన్నీ కొంటా నీకేమి ఇష్టమో చెప్పు చెప్పమ్మా మాట్లాడు అలా కాదు ఏ గేమ్స్ అయినా ఇప్పుడు మేము అంటాం ఆడుతున్నాం మన ఇద్దరం ఆడుతున్నాం ఆఫీస్ లేదు ఏం లేదు ఏమో అమ్మ కూడా ఆడదు మన ఇద్దరం ఆడుతున్నాం సరేనా సరేనా నవ్వు నవ్వు ఇల్లు నచ్చిందా బిడ్డు ఎందుకు డల్గా ఉన్నావు నా చోట వాళ్ళు చచ్చిపోతారు ఏంటి నాకు అర్థం కాలేదు స్వాతి చూడు వెళ్ళి చూడు రమేష్ ఏంటది पास में मुझे बंदे को छोड़ने देना इंडी होते हैं Sorry. Sorry. কিন্তু মনে হচ্ছে considering На мобайл... రమేష్ నా మొబైల్ చేశావా నేను చూడలేదు లోపలికి చూ സ്വാതി ആ കണ്ണു വെച്ചു నువ్వు ఏదో ఊహించుకుని భయపడి ఉంటావు అక్కడేం లేదు సరే నువ్వు కాంపౌండ్ నేను చూస్తాను body. హలో హలో లక్ష్మి గారు నేను స్వాతిని మాట్లాడుతున్నా hello Swathi how are you నా భర్త చంపబడ్డాడు బిట్టు వలన అదే నాకు అర్థం కాలేదు బిట్టుతో ఎవరు ఉంటే వాళ్ళు చంపబడతారని బిట్టు చెబుతుంది నాకు బిట్టు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి బిట్టు ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు మెసేజ్ చేసి పంపిస్తానండి నేను కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి ఈవినింగ్ లోపు నేను పంపిస్తాను థ్యాంక్ యూ లక్ష్మి నాకు అంత అయోమయంగా ఉంది పిట్టుని మొదటగా దత్తత తీసుకున్న శ్రావణ్ణి కలవడానికి వెళుతున్నా ప్లీజ్ వెళ్ళిపోండి నేను ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేను ప్లీజ్ వెళ్ళిపోండి చాలా ఇంపార్టెంట్ విషయం మీతో ప్లీజ్ అండి మాట్లాడే పరిస్థితిలో లేను Um, నాకు కావాల్సిన నేను చాలా కోల్పోయాను uh, నేను బిట్టు గురించి మాట్లాడాలని అనుకుంటాను బిట్టు బిట్టు తన మిగతా ఉందా ఇప్పుడు చంపేయలేదు చంపేయి లేదంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు చంపబడతారు నాకు అర్థం కాలేదు తన డ్రీమ్స్ రియల్ లైఫ్లోకి వస్తాయి ఫస్ట్ బటర్ఫ్లైతో స్టార్ట్ చేశాడు అది చాలా బాగుంది అట్లా కొన్ని రోజులు జరిగింది తర్వాత నా భార్య చంపబడింది ఇదంతా బిట్టుకు తెలుసు వస్తుంది సారీ చెప్తుంది వెళ్ళిపోతుంది కానీ వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళు ఎప్పుడు లేచి ఏం కలగంటారో ఎవరిని చంపబడతారో తెలియదు మనకు నేను నేను చంపడం నాకు తెలియకపోయింది మీరైనా చంపేయండి నేను ఆ పని చేయలేదు మీరు కాకపోతే ఇంకెవరైనా ఆ పని చేయాల్సిందే ఎందుకంటే తన వల్ల ఎంతమంది చనిపోతారో మనకే తెలియదు ఆలోచించండి ఒకసారి ఇప్పుడు బిట్టు స్వంత ఇంటికి వెళుతున్నా అక్కడ ఎవరూ లేరునే నాకు తెలుసు కానీ బిట్టుకి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుస్తాయని ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్దావమ్మా సారీ బిట్టు నిన్న వదిలి ఎక్కడికి వెళ్ళను బిట్టుకి అమ్మలేని లోటు తీరిపోయింది బిట్టు డ్రీమ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాకు పాప లేని లోటు బిట్టుకు తల్లి లేని లోటు తీరిపోయింది నా భర్త నాకు దూరమైన నేను అతని జ్ఞాపకాలతో బిట్టుతో సంతోషంగా ఉన్నాను